hi friends welcome to Nani tech and videos ఈరోజు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో భాగంగా ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ మనకి ఒకటి లేదా రెండు మార్కులకి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తూనే ఉంటున్నాయి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి మనకి ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ తెలిస్తే థర్టీ సెకండ్స్లో క్వశ్చన్ పెట్టేసి మిగిలిన టయాన్ని మ్యాథ్స్కి ఇచ్చిన ఇచ్చుకునే అవకాశం ఉంటుంది అర్థమేటిక్ మనకి కొన్ని కొన్ని క్వశ్చన్లు టైం ఫ్రేమింగ్ సబ్జెక్ట్ కాబట్టి మనకి జీకే ఇంగ్లీషు వీటి మీద పట్టు సాధిస్తే తక్కువ టైంలోనే ఎక్కువ మా ఎక్కువ స్కోరింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉండిద్ది కాబట్టి ఈరోజు ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుండి ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ని తీసుకురావడం జరుగుతుంది ఇడియమ్స్ అండ్ ప్రైజెస్లో మరి టాప్ హండ్రెడ్లో ఉన్నటువంటి మీడియంస్ అండ్ ప్రజెస్ని తీసుకురావడం జరుగుతుంది ఆ తర్వాత టాప్ టూ హండ్రెడ్ ఇవి ఎలా మరి మీరు నిర్ణయిస్తారంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏ ఏ ఇడియమ్స్ అయితే ఎక్కువగా ఫ్రీక్వెంట్లీ ఏవైతే ఇచ్చాడో వాటిని టాప్ హండ్రెడ్లోకి మిగిలిన తర్వాత వచ్చిన వాటిని టాప్ టూ హండ్రెడ్లోకి చేర్చడం జరుగుతుంది ఇలా మనం అటు ఇటుగా త్రీ ఫోర్ హండ్రెడ్స్ ఉంటాయి మనకి టాప్ హండ్రెడ్ హండ్రెడ్ చదువుకుంటే మినిమం వన్ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది టాప్ టూ హండ్రెడ్ చదువుకుంటే మనకు తిరగలేదన్నట్టు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ని డైలీ వన్ ఒకసారి చూసుకోవటం చేయాలి అలా చేయటం వల్ల మీరు వన్ మంత్లోనే డైలీ చూసుకుంటూ ఉంటే వన్ మంత్లో అన్నీ నేర్చేసుకుంటారు దాన్ని ఇక బుక్ తీయగానే మనకి ఈజీగా సబ్జెక్ట్ గుర్తుండిపోయిద్ది ఓకే ఫ్రెండ్స్ మరి క్లాస్లోకి వెళ్దాము మరి వెళ్ళబోయే ముందర నాని టెక్ అండ్ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మొట్టమొదటి ఇడియం ఏందనగా a man of letters a man of letters a man of letters అనగా స్కాలర్ స్కాలర్ ఇంకో మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ అనొచ్చు మన తెలుగు భాషలో ప్రావీణ్యుడు అంటాం కదా అలా ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే అతడు ఒక సబ్జెక్టుకు సంబంధించి కానీ ఒక క్రియలో ఒక పనిలో అతడు చాలా నైపుణ్యం గలవాడని చెప్పవచ్చు ఒక ఆఫీస్ ఉంది అందులో ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి అతనికి కంప్యూటర్ స్కిల్ బాగుందనుకోండి he's man of letters in computer subject లేదా ఒక వ్యక్తి ఇంట్లో పనులను చాలా స్పీడ్గా చేస్తాడు వేరే వారితో పోలిస్తే చాలా స్పీడ్గా అతని యొక్క ప్రావీణ్యత అందులో కనపడతా ఉండిద్ది కొంతమంది మాటలు మాట్లాడటం ద్వారా ఆకర్షించుకుంటారు అలా ఎందులో అయితే ప్రావీణ్యం గలవాడో దాన్ని పోల్చి అతన్ని అతన్ని పోల్చి a man of letter in the subject అని పోల్చడం జరుగుతుంది ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి అతను is the man of letter in something is the man of letter in learning is the man of letter in computer science ఈ విధంగా చెప్పవచ్చు ఓకేనా ఒక వ్యక్తి ఎక్స్పర్ట్ లేదా ప్రావీణ్యం గలవాడని మీకు ఎగ్జామ్స్లో అనిపి అనిపించినప్పుడు బిట్ ఫ్రేమింగ్ ఫ్రేమింగ్ ఎలా ఉండిద్దో నేను ఫస్ట్ మీకు చెప్తాను మరి ఏ మ్యాన్ ఆఫ్ లెటర్ అని ఇచ్చి స్కాలర్ ఎక్స్పర్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఇలా ఇస్తాడు ఇందులో మీరు స్కాలర్ ఎక్స్పర్ట్ ఇంకా సినానిమ్స్ ఉంటాయి కదా ఆ సినానిమ్స్ మీరు చూసుకొని ఇచ్చినటువంటి ఆప్షన్స్ బట్టి మీరు టిక్ చేయాల్సి ఉండిద్ది స్కాలర్ ఒక్కటే ఉండి మిగిలినవన్నీ దానికి అన్రిలేటెడ్గా ఉంటే మీరు స్కాలర్ అంటే చేయాల్సి ఉండిద్ది ఓకేనా మనకి బిట్ ఆన్సర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎంత చదువుకున్నాం అన్నది కాదు మరి అందులో వచ్చినటువంటి బిట్ ఫ్రేమింగ్ని మనం ఎలా ట్యాకిల్ చేసి ఆన్సర్ టిక్ చేస్తున్నాం అన్నదే ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య లక్షణం మరి రెండవది ఈరోజు రెండవ వీడియో ఏంటంటే leave no stone unturned leave no stone అంటర్నడన్గా టు అచీవ్ టు అచీవ్ ఏదైనా సాధించడానికి to try every possible way ఏదైనా ఒక దాన్ని సాధించాలంటే అన్ని విధాలుగా కష్టపడితేనే అతనికి పూర్తిగా విజయం లభిస్తుంది ఒక రాజు గనక యుద్ధానికి వ్యూహం లేకుండా వెళ్తే ఎలా నశించి ఓడిపోతాడు ఒక రాజు తన యొక్క వ్యూహాన్ని ముందలగానే సిద్ధపరచుకొని సైనిక బలాలను కూర్చుకొని మరి అలా వెళ్తే గనక అతనికి విజయం వస్తుంది మరి ఇందులో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను the student left no stone unturned ఒక విద్యార్థి నో స్టోన్ అంటర్నడు చేశాడు అనగా అన్ని విధాలుగా ప్రయత్నించాడు అన్ని విధాలుగా ప్రయత్నించాడు దేనికంటే to achieve ninety percentage marks in the final exam మరి అతని యొక్క ఫైనల్ ఎగ్జామ్స్లో నైంటీ పర్సెంటేజ్ మార్క్స్ రావాలని అతడు రాత్రింబవాళ్ళు కష్టపడ్డాడని ఈ ఇడియం ద్వారా చెప్పవచ్చు ఎందుకంటే టు లీవ్ నో స్టోన్ అంటారండి అనగా అన్ని విధాలుగా ప్రయత్నించుట అన్ని విధాలుగా ప్రయత్నించుట దేనినైనా సాధించాలంటే పట్టుదలను కలిగి ఉన్నాడని చెప్పడాన్ని లీవ్ నో స్టోన్ అన్ని విధాలుగా ప్రయత్నించి కష్టపడ్డాడు అని చెప్పవచ్చు ఎగ్జామ్స్లోకి వచ్చేసరికి ఒక సైనికుడు మరి మన దేశానికి విజయం తేవాలంటే అతడు అన్ని విధాలుగా కష్టపడాలి ఎండలో ఉంటూ నేర్చుకోవాలి చలిలో ఉంటూ నేర్చుకోవాలి ఆకలిని తట్టుకోవాలి శత్రువులు పేల్చేటువంటి మరి బా బుల్లెట్ని తప్పించుకోవాలి ఇలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తేనే మరి విజయం సాధిస్తారు దీనికి ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోవాలి లీవ్ నో స్టోన్ అంటారండి అనగా మరి అన్ని విధాలుగా ప్రయత్నించుట దీనికి హిస్టరీ చెప్తాను మరి అసలు ఇది ఈ ఎలా స్టార్ట్ అయిందంటే పూర్వపు రోజుల్లో మరి గ్రీకు రాజులని పూడ్చినప్పుడు ఆ సమాధుల మీద పెద్ద రాయి బండలు ఉంచేవాళ్ళు మరి వీళ్ళు పూడ్చిపెట్టేటప్పుడు వారి యొక్క బంగారాన్ని మరి ఒక ధనాన్ని అందులో వారితో పాటు దాచిపెట్టేవాళ్ళు విలువైనటువంటి మరి బంగారాన్ని అందులో దా దాచిపెట్టడం వల్ల చాలామంది మనుషులు మరి దేవులాడుతూ ఉంటారు ఏ బండ కింద ఉన్నాడు ఏ బండ కింద ఉన్నాడు మరి ఈ బండ కింద దొరికిద్దా అని అక్కడ సమాధుల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క బండని తొలిచి చూసేవాళ్ళు క్రిస్టియన్స్ మరి బండల్ని పెడతారు మరి యేసు ప్రభుని కూడా ఒక బండను పెట్టి ఉంచినట్లుగా బైబిల్లో రాసి ఉంది అలాగే గ్రీకులు కూడా ఇక ధనాన్ని దాచిపెట్టినప్పుడు ఆ ధనం కోసం ఆ రాళ్ళను వెలికి తీస్తూ ఉండేవాళ్ళు వాటి కోసం వెతికేవాళ్ళు అలా దే ఏ యొక్క రాయిని కూడా వదలకుండా వాళ్ళు ట్రై చేసేవాళ్ళు ఆ బంగారం కోసం అక్కడి నుండి యొక్క ఇడియం అనేది పుట్టుకొచ్చింది వాళ్ళు ఏ బండిని వదల వదలలేదు కాబట్టి ఆ బంగారాన్ని సంపాదించడానికి మరి ఈ రోజుల్లో కూడా లీవ్ నో స్టోన్ అంటానుడని పలకటం జరుగుతుంది మరి మూడవదిగా feather in one's cap feather in one's cap అనగా a new achievement new achievement అని చెప్పచ్చు లేదా న్యూ ఎడిషన్ ఒక న్యూ ఎడిషన్ అని చెప్పచ్చు అనగా ఒక వ్యక్తి ఉన్నాడు అతను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు ఇంటర్ పాస్ అయ్యాడు మరి అదే వ్యక్తి బీటెక్ కూడా చేస్తే లేదా ఒక డిగ్రీని లేదా ఒక పిహెచ్డీని చేస్తే ఆ పిహెచ్డీ అనేది అతనికి టెన్త్ కన్నా ఇంటర్ కన్నా అది ఒక ఫీదర్ ఇన్ వన్ స్కాప్ ఒక స్టూడెంట్ జీవితంలో హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది పేదరిన్యం వన్స్ స్కాప్ మరి ఒక ఎవరైనా సరే ఒక కంపెనీ ఉందనుకోండి అందులో లో లెవర్ ఉద్యోగి కన్నా ఆ యొక్క కంపెనీ సీఈఓ ఏ e కంపెనీ ఈ విధంగా చెప్పవచ్చు మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమైద్ది it's a real feather in one's cap to be playing for the country ఒక దేశం కోసం పోరాడడం అనేది అతని జీవితంలో ఉన్ అతనికి లభించినటువంటి ఒక ఫీదర్ ఇన్ వన్ స్కాప్ లాంటిది అనగా అతనికి ఒక బోల్డ్ అతనికి ఒక హానర్ అతనికి లభించినటువంటి గౌరవం అని చెప్పవచ్చు ఫీదర్ ఇన్ వన్ స్కాప్ని తెలుగులో విధంగా చెప్పవచ్చు అంటే ఒక వ్యక్తి తాను చేసినటువంటి కృషికి తగ్గినటువంటి గౌరవము లేదా ప్రతీక అని చెప్పవచ్చు ప్రతీక లేదా అతనికి లభించినటువంటి గౌరవము మరి ఈ ఇడియం అనేటువంటిది ఎలా పుట్టుకొచ్చింది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇటువరకు రోజుల్లో ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళి గెలిచినప్పుడు అతనికి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మనకి మెడల్స్ ఇస్తూ ఉంటారు పాత రోజుల్లో మరి అతని డ్రెస్కి ఫీదర్ పెట్టేవాళ్ళు వారి యొక్క క్యాప్లకి ఫీదర్స్ పెట్టేవాళ్ళు అలా ఎన్ని ఫీదర్స్ క్యా ఫీదర్స్ ఉంటే అతని క్యాప్కి అంత గొప్పవాడని దాని యొక్క అర్థం మరి ఒక ఫేదర్ ఉంటే అతడు ఒక విజయాన్ని సాధించాడని అలా ఒక అతని యొక్క క్యాప్ చుట్టూ ఎక్కువగా ఫేదర్లు అన్నట్లయితే అతడు చాలా గొప్పవాడు బ్రేవ్ లేదా చాలా విజయాలు సంపాదించాడని ఆ రోజుల్లో భావించేవాళ్ళు మరి అలాగే ఈ రోజున ఫేదర్ ఇన్ వన్స్ క్యాప్ని ఒక వ్యక్తి తాను చేసినటువంటి గోల్స్ని అతడు చేసినటువంటి కృషికి హానర్గా భావిస్తూ ఉంటారు మరి నాలుగవ ఇడియం అయినటువంటి by leaps and bounds by leaps and bounds అనగా rapidly or quickly rapidly or quickly by leaps and bounds అనగా మరి చాలా త్వరగా అతి త్వరగా క్షణకాలంలోనే మరి ఇన్ని విధాలుగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు సపోజు ఒక ఉదాహరణ చెప్తాను టీ ధరలు అనేటువంటివి ఆకాశాన్ని అంటుతున్నాయి బై లీప్స్ అండ్ బౌన్స్ అని పలకవచ్చు ఆకాశాన్ని అంటతం మరి టీ ధరలు అనేవి ఆకాశాన్ని అంటుతున్నాయా అంటే ఆకాశాన్ని అంటుతలేదు వాటి యొక్క ధరలు అనేటువంటివి రెట్టింపు అవుతూ ఉన్నాయి చాలా త్వరగా ఈ రోజున పది రూపాయలు ఉంటే రేపటి రోజున ముప్పై రూపాయలు అయితే దాన్ని ఆ యొక్క టీ ధర అనేటువంటిది బై లీప్స్ అండ్ బౌన్స్ లాగా ఉందని చెప్పవచ్చు today tea prices are by leaps and bounds అని చెప్పవచ్చు ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అవుతానే ఉన్నాయి మరి టీని కాకుండా పెట్రోల్ చెప్పుకుంటే మనందరికీ చాలా మరి నిజాసత్యంగా ఉండిద్ది ఈ కోవిడ్ కారణంగా పెట్రోల్ రేట్లు అనేవి డెబ్బై ఐదు నుంచి ఈరోజు నూట ఐదు రూపాయలైంది మరి petrol prices are rising leaps and bounds అని చెప్పొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ లిప్స్ అండ్ బౌన్స్ అనగా మరి ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అవటం ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అవటం మరి ఐదవది క్యాపిటల్ పనిష్మెంట్ ఐదవది క్యాపిటల్ పనిష్మెంట్ క్యాపిటల్ పనిష్మెంట్ అనగా డెత్ సెంటెన్స్ లేదా డెత్ పెనాలిటీ క్యాపిటల్ పనిష్మెంట్ అనగా మరణశిక్ష లేదా ఒక అదే ఇంకా మరణశిక్ష అనేది దీనికి ఎగ్జాక్ట్ వాడు అతడు చేసినటువంటి శిక్షకి విధించేటువంటి శిక్ష అతడు చేసినటువంటి తప్పుకి విధించేటువంటి శిక్షనే capital punishment death sentence death penalty మరణ శిక్ష ఇన్ని విధాలుగా చెప్పుకోవచ్చు మరి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుందాం the person was given capital punishment for cold murder blooded murder the person was given capital punishment for cold blooded murder అనగా ఒక వ్యక్తిని అతి దారుణంగా చంపటం వలన అతనికి గురిశిక్ష పడింది ఉరిశిక్ష అనగా క్యాపిటల్ పనిష్మెంట్ మనకి బిట్ ఫ్రేమ్ అయింది ఎలాగంటే క్యాపిటల్ పనిష్మెంట్ అని ఇస్తాడు మరి lower punishment middle punishment higher punishment death sentence ఈ విధంగా ఇస్తాడు ఓకేనా మనం ఇందులో డెత్ సెంటెన్స్ అనేది టిక్ చేయాల్సి ఉండిద్ది ఆప్షన్స్ అనేవి రిలేటెడ్గా ఉంటాయి మీరు చాలా డెప్త్గా థింక్ చేయాల్సి ఉండిద్ది ఓకేనా ఫ్రెండ్స్ లేదా డెత్ పెనాలిటీ అని కింద నాలుగు రకాల ఇడియమ్స్ ఇస్తాడు ఒకే రకమైనటువంటి అందులో మనము క్యాపిటల్ పనిష్మెంట్ని గుర్తుపెట్టుకోవాలి క్యాపిటల్ అనుకుండా అక్కడ పేరు మారుస్తాడు క్యాపిటల్ కాకుండా ఇంకోటి ఏదో ఒకటి పనిష్మెంట్ అనేది కామన్గా ఉండిద్ది క్యాపిటల్ని మార్చేసి దానికి రిలేటెడ్గా వాట్స్ ఇస్తూ ఉంటాడు మనం క్యాపిటల్ పనిష్మెంట్ అని టిక్ చేయాల్సి ఉండిద్ది ఓకేనా ఫ్రెండ్స్ క్యాపిటల్ పనిష్మెంట్ అనగా మరణశిక్ష అని చెప్పుకోవచ్చు మరి కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఆరోది ఆరోది cock and bull stories friends అనగా తెలుగులో కాకమ్మ కథలు లేదా ఆ చెప్పేవాళ్ళ సోది మాటలు అరే నీ నీ కథలో నమ్ముతాడురా నువ్వు చెప్పే నీ అబద్ధాలు ఈ విధంగా అంటూ ఉంటారు కదా దీన్ని ఇంగ్లీష్లో కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు అంటే అన్లైక్డ్ స్టోరీస్ అన్లైక్డ్ స్టోరీస్ అంటే జరగని సందర్భాన్ని కూడా జరిగినట్టు వర్ణించి చెప్తూ ఉంటాడు వీళ్ళని కాకండ్ బుల్ స్టోర్స్ అంటారు ఓకేనా కాకాంగమ్మ కథలు చెప్పేవాళ్ళని కాకండ్ బుల్ స్టోరీస్ అంటారు ఆ యొక్క సందర్భాన్ని మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం none believes your cock bull story about the incidents ఎవరు కూడా నమ్మర్రా బాబు నీ యొక్క కాకమ్మ కథలు ఎందుకురా అబద్ధాలు చెప్తావు అంటారు ఓకేనా none believes your cock and bull stories about the incident ఆ జరిగిన సంఘటనను బట్టి నీ యొక్క మరి కాకమ్మ కథలు అప్పు అని అర్థం అన్నమాట కాకండ్ బుల్ స్టోరీస్ అనగా నిజము కాని దాన్ని నిజంగా జరిగినట్టు చెప్పడం కాకండ్ బుల్ స్టోరీస్ మరి ఏడవది ఏడవది in a nutshell in a nutshell in a nutshell అనగా బ్రీఫ్లీ బ్రీఫ్లీ తెలుగులో క్లుప్తంగా అని చెప్పుకోవచ్చు క్లుప్తముగా అంటే ఒక గంట సేపు జరిగినటువంటి విషయాన్ని లేదా ఒక పది గంటలు జరిగినటువంటి విషయాన్ని క్లుప్తంగా ఒక రెండు మూడు వాక్యాల్లో చెప్పేయటం ఓకేనా ఇప్పుడు ఏదన్నా ఒక స్టోరీ సపోజ్ ఒక మూవీయే ఒక త్రీ అవర్స్ చూసాడండి థియేటర్కి వెళ్ళి వాడు వచ్చి మూడు గంటలు అదే స్టోరీని వేరే వాడికి చెప్తాడా చెప్పడు కదా ఆ యొక్క స్టోరీని జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ చేస్తాడు అరే హీరో ఎట్టున్నాడు అట్ట జరిగింది ఇట్ట ఇట్ట అని చెప్పేస్తారు మరి మూడు గంటల విషయాన్ని మరి పది నిమిషాలు ఎలా చెప్పాడంటే దాన్నే క్లుప్తంగా అంటారు దీన్నే in nut nutshell in a nutshell అనగా బ్రీఫ్లీ క్లుప్తంగా చెప్పటం దీనికి హిస్టరీ చెప్తాను అప్పుడు మీకు బాగా గుర్తుండిద్ది హిస్టరీ ఏంటంటే మరి ప్లీనీ అనేటువంటి వ్యక్తి ప్లీనీ అనేటువంటి వ్యక్తి ఆయన జియోగ్రఫిస్ట్ ఈయన ఒక గ్రంథాన్ని రాశాడు ఆ గ్రంథంలో ఇలిద్ అనేటువంటి పర్సన్ చాలా చిన్ని పర్సన్ చాలా చిన్నగా ఉంటాడంట ఆ స్టోరీ మొత్తం ఏం చెప్పిద్దంటే ప్లీని రాసినటువంటి గ్రంథం న్యాచురల్ హిస్టరీ అంటారు అందులో మరి ఇలిద్ అనేటువంటి వ్యక్తి ఒక నట్షల్లో పడతాడని ఆ యొక్క స్టోరీ మొత్తం చెప్తూ ఉండిద్ది ఆ యొక్క స్టోరీ మొత్తం ఏంటంటే ఆ ఇల్లిద్ అనేటువంటి ఆ నట్షల్లో పడతాడు అంటే ఒక వ్యక్తి అయినటువంటి నట్షల్లో పట్టడం అనేది మరి అసాధ్యమో సాధ్యమో కాదని కానీ కానీ ఆ యొక్క స్టోరీలో మట్టుకు పడతాడు అలాగే ఒక జరిగినటువంటి సందర్భాన్ని మనం క్లుప్తంగా చెప్పటాన్ని నేను నక్షల్ అంటారు అంటే ఇంత పెద్ద మనిషి తక్కువగా పుట్టి మరి అందులో పుట్టాడంటే అది అందులో దూరగలిగాడంటే చాలా తక్కువగా చేసి చెప్పటమే కదా అంత పెద్ద మనిషిని చిన్నగా చేయటం అలాగే ఎంతో పెద్దగా జరిగినటువంటి విషయాన్ని కూడా రెండు మొక్కల్లో చెప్పడానికి ఇన్ని నక్షల్ అంటారు మరి నెక్స్ట్ ఎనిమిదవది బ్రేక్ ది ఐస్ ఎనిమిదవది బ్రేక్ ది ఐస్ అనగా స్టార్ట్ కన్వర్సేషన్ మాట్లాడుట ప్రారంభించుట ఏదైనా మరి ఫస్ట్ దీనికి ఒక సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏందయ్యా అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళిద్దరు పలుక్కోరు పలుక్కోరు వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు ఏమీ లేవు వాళ్ళిద్దరు ఇటువరకు ఫ్రెండ్సే మధ్యలో తగ వచ్చి తగాదా వచ్చి విడిపోయారు మరి వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ మాటలు పెరగాలంటే ఏదో ఒక ఏదో ఒక విధంగా పలకరించాలి మరి దాన్నే బ్రేక్ ది ఐస్ అంటారనగా ఒక ఆగిపోయినటువంటి సంభాషణను ప్రారంభించడాన్ని బ్రేక్ ది ఐస్ అంటారు బ్రేక్ ది ఐస్ ఇది ఎక్కడి నుండి పుట్టుకొచ్చిందయ్యా అంటే మరి నార్త్ దేశాల్లో అమెరికా ఐరోపా దేశాల్లో మంచు అనేది గిడ్డలు కడతా ఉండిద్ది ఎక్కువగా చలి వల్ల అంటార్టికా దేశాల్లో మరి ఓడ ప్రయాణించేటప్పుడు ఆ చలికాలంలో గడ్డల ద్వారా ఆ మంచు ద్వారా ప్రయాణించాల్సి ఉండేది మరి అలాగే ఆ దేశాల్లో కూడా కారు రవాణా చేయాలన్న చలికాలంలో మరి మంచు ఎక్కువగా కురుస్తూ ఉండిద్ది వాటిని మిషన్లను పెట్టి క్రేన్లు పెట్టి రోడ్డుకి దారి తయారు చేస్తూ ఉంటారు అది అక్కడ జరిగేటువంటి పద్ధతి మన ఇండియాలో అయితే చూడము మరి ఇక్కడ బ్రేక్ ది ఐస్ ఎలా వచ్చిందయ్యా అంటే ఆ వాహనము ఐస్ వల్ల ఆగిపోయింది దాని ప్రయాణం అనేటువంటిది వీళ్ళు ఏం చేస్తారంటే ఐసీని తీసివేయటం వల్ల మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తారు ఆ ప్రయాణికుడు లేదా వాహనం అలాగే ఇద్దరు మనుషుల మధ్య జరగాల్సినటువంటి సంభాషణ లేదా వారి యొక్క స్నేహం ఒక చిన్న గొడవ వల్ల ఆగిపోయింది దాన్ని బ్రేక్ చేయాలి ఎలా ఈ యొక్క ఇడియం బ్రేక్ ది ఐస్ అనేటువంటి ఇడియం ద్వారా ఈ యొక్క పదజాలాన్ని వాడి వారి యొక్క సంభాషణను ప్రారంభిస్తారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను we should play a trick to break the ice between them between them ఒక బ్రేక్ ది ఐస్ చేసి వారి మధ్య ఒక ఒక ట్రిక్ని ప్లే చేసి వారిద్దరిని మరలా కలపాలి ఎలాగైనా అనుకోవటాన్ని we should play a trick to break the ice between them వారిద్దరి మధ్య ఉన్నటువంటి తగాదాన్ని ఏదో ఒక విధంగా ఆపటం అని మన తెలుగులో మరి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు బ్రేక్ ది ఐస్ అనగా స్టార్ట్ కన్వర్సేషన్ మీరు ఎక్స్ప్లెనేషన్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా బ్రేక్ ది ఐస్ అనగా స్టార్ట్ కన్వర్సేషన్ తొమ్మిది face the music face the music face the music అనగా summon summon to receive punishment for do wrongly doing ఏదైనా చేసినటువంటి తప్పుకి అతడు శిక్షణ అనుభవించటం లేదా క్రిటిసిజంని ఎదుర్కోవటము ఇప్పుడు ఒక పిల్లవాడు ఇంట్లో దొంగతనం చేశాడు అనుకోండి తల్లిదండ్రులు గద్దెస్తారు దాన్నే ఫేస్ ది మ్యూజిక్ అనొచ్చు ఏదైనా తప్పు చేశాడు అరే నీ కొందరు ఈరోజు మంచి మ్యూజిక్ కొందరు నువ్వు ఇంటికి వెళ్తా అంటారు ఆ విధంగా ఓకేనా ఇప్పుడు ఏదైనా పిల్లవాడు రోడ్డు మీద ఏదైనా తప్పు చేశాడంటే అరే మీ ఇంట్లో చెప్తాను నీకు ఈరోజు బాగా మ్యూజిక్ పడిద్దిరా అంటారు ఓకేనా ఈరోజు నీకు మీ మీ ఇంట్లో మంచి మ్యూజిక్ ఉందే అని మనం బయట వింటూ ఉంటాం మరి ఫేస్ ద మ్యూజిక్ అంటే అతడు చేసినటువంటి తప్పుకి అతడు మరి అనిపించాల్సినటువంటి క్రిటిసిజంనే ఫేస్ ద మ్యూజిక్ అంటారు ఓకే మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం if you do something wrong if you do something wrong you will face the music నువ్వేదైనా తప్పు చేసినట్లయితే నువ్వు దాని యొక్క క్రిటిసిజంని ఎదుర్కొంటావు అని అర్థం ఓకే మరి తొమ్మిదవది అంటే ఇది ఫేస్ ద మ్యూజిక్ అనగా to receive criticism for wrongly doing blow one's own trumpet అనగా నీ డప్పును కొట్టుకోవటం ఎవరి డప్పాడు కొట్టుకోవటం అని తెలుగులో మాట్లాడుకోవచ్చు మరి దీని యొక్క అర్థమైందా అంటే to talk boastfully about one's achievement ఒకడు చేసినటువంటి విజయాన్ని వేరేవాడు సోచి చెప్పినట్టుగా చెప్పటం ఒక ఓకేనా ఎవరి డప్పాడు కొట్టుకోకుండా నా డప్పు నువ్వు కొడతా కొడతామంటారు చూసావా అలాగా blow one's own trumpet okay friends మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం he refuse to blow his own trumpet and వెంట అతడు చేసినటువంటి విజయాన్ని అతడు చెప్పుకోకుండా వెళ్ళిపోయాడు చాలామంది గొప్పవారు ఎన్నో మరి బహుమతులు ఇస్తూ ఉంటారు దాన ధర్మాలు చేస్తారు వాళ్ళు అరే మేము ఇట్ట చేసాము అట్ట చేసాము ఇన్ని దాన ధర్మాలు చేసాం మీరు చేశారా అని గొప్పలు చెప్పుకోరు వాళ్ళు దానికి నిరాకరిస్తారు దీన్నే he refuse to blow his own trumpet అతడి గొప్పలు వాడు చెప్పుకోకుండా మరి వెనుదిరిగి వెళ్ళిపోయాడు మరి చాలామంది కూడా మీకు వచ్చినటువంటి మీకు కలిగినటువంటి విజయాలను బట్టి మీరు చేసినటువంటి విజయాలను బట్టి మీ డప్పు మీరు చెప్పుకోకండి దీన్నే బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటారు ఓకే ఫ్రెండ్స్ మరి ఒకసారి ప పది ఐడియమ్స్ని ఒకసారి చెప్తాను మరి ఒకటోది ఏందయ్యా అంటే ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అనగా scholar a man of letters అనగా స్కాలర్ రెండవది leave no stone unturned leave no stone unturned అనగా to try every possible way to achieve something to try every possible way to achieve something మూడవది ఫీదర్ ఇన్ వన్ స్కాప్ అనగా ఫీదర్ ఇన్ వన్ స్కాప్ అనగా a new edition or distinction distinction honour లేదా ఇంటిగ్రిటీ అని చెప్పవచ్చు మరి బై లీప్స్ అండ్ బౌన్స్ అనగా ర్యాపిడ్లీ లేదా వెరీ క్విక్లీ మరి క్యాపిటల్ పనిష్మెంట్ అనగా డెత్ పెనాల్టీ లేదా death sentence cock and bull stories అనగా unlike stories abused stories in a nutshell అనగా బ్రీఫ్లీ క్లుప్తంగా అని చెప్పవచ్చు మరి బ్రేక్ ది ఐస్ అనగా స్టార్ట్ కాన్వర్సేషన్ మాట్లాడటం ప్రారంభించటము ఏదైనా కార్యాన్ని మధ్యలో ఆగిపోతే దాన్ని తిరిగి ప్రారంభించడాన్ని బ్రేక్ ది ఐస్ అంటారు మరి ఫేస్ ద మ్యూజిక్ అనగా చేసినటువంటి తప్పుకి మరి అతడు క్రిటిసిజంని పొందటం మరి లాస్ట్ వన్ ఏంటంటే అంటే బ్లో వన్స్ ఓన్ ట్రంపేట్ మరి అతడు చేసినటువంటి విజయాలను వాడు డప్పు కట్టుకోకుండా ఉంటానే బ్లోస్ వన్ ఓన్ ట్రంపెట్ అంటారు మరి ఇడియమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ చాలా ఈజీగా ఒక మార్కు తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఎవరు కూడా వదలకుండా ఇడియమ్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రేజెస్ని కూడా వదలొద్దు మరి ఎస్ఏ కానిస్టేబుల్లో అయితే దీనికి దీని మీద మరి ఫ్రేజెస్ మీద టూ మార్క్స్ త్రీ మార్క్స్ ఇవ్వడం జరిగింది పోయినసారి మరి ఎస్ఏ కానిస్టేబుల్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో వేస్తాడు మరి మరి అదే మన కానిస్టేబుల్స్ ఉన్నాయి కదా ఇందులో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో రెండిట్లోనూ ఫ్రేజెస్ రావడం జరుగుతుంది అలాగే ఇడియమ్స్ రావడం జరుగుతుంది మరి వీటి నుండి కనీసం మూడు నాలుగు మార్కులు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ద్వారా ఇడియం అనేది ఒకటి లేదా మ్యాక్సిమం ఒకటి రావచ్చు అదే మినిమం ఒకటి వచ్చింది మ్యాక్సిమం కూడా ఒకటి లేదా రెండు అంతకు మించి ఎక్కువ ఇవ్వడు ఫ్రేజెస్కి మట్టికి మినిమం టీ ఇస్తాడు నాకు తెలిసి మినిమం టూ టూ మార్క్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి కాబట్టి ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ నుండి మూడు మార్కులు వచ్చే అవకాశం ఉంది మనకి ఎస్ఏ కానిస్టేబుల్లో ముప్పై మార్కులకి ఇంగ్లీష్ ఉంటే ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ నుండి మనకి మూడు మార్కులు అంటే ఇంగ్లీష్లో ten percentage idioms and phrases నుంచి రావటం జరుగుతుంది కాబట్టి ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ని ఎవరు మిస్ చేసుకోవద్దు బాగా ప్రిపేర్ అవ్వండి నాలెడ్జ్ కూడా పెరిగిద్ది ఇంగ్లీష్ నాలెడ్జ్ మరి హిందూ పేపర్ చదివేటప్పుడు మీకు ఈజీగా ఆ యొక్క టాపిక్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్